వచ్చుచున్నాడు రాజాధిరాజు మహిమతోను మేఘారూరుడై వచ్చుచున్నాడు రాజాధిరాజు మహిమతోను మేఘారుడై వచ్చుచున్నాడు కూర్చున్నాడు రాజు మహిమతోను మేఘారుడై వచ్చుచున్నాడు యుగ యుగములు క్షేయ సమయమాయే యుగ యుగముల్ ప్రియుని తోడా వాసము చేయ సమయమాయే వాసము చేయ సమయమాయే వాసము చేయ చున్నాడు రాజాధిరాజు మహిమతోను మేఘారుడై వచ్చుచున్నాడు మబ్బును మేఘారుడై వచ్చుచున్నాడు రాజాది రాజు మహిమతోను మేఘారుడై వచ్చు